రాత్రి తొమ్మిదిన్నర అయింది తినడానికి ఏమీ లేవు పూలు చేసుకున్న బఠానీ పుల్ సగం ఆమ్లెట్ ఉంది పొయ్యి మీద పెనం ఉంది ఆయి ఆయి ఆయిలా అదే ఆయిలా ఆ? ఆయిల్ చూసావా మా పెనం ఎంత నల్లగా ఉందో ఎలా ఉంటాయి గ్యాస్ డైర్లో వంట రూములు సామాన్లు ఎలా ఉంటాయి ఇది కొయ్యటోడు ఇల్లు ఇది దివాణియ దివాణిలో లోపల వంట రూము చూసారా పొయ్యి ఫ్రిడ్జ్ ఇప్పుడు కట్ చేసాడు Happy pen? Huh? Nissan? P pen? Families ఉన్నారు ఈరోజు మా ఫ్రెండ్ ఇతరుడు కొల్లు గ్రీన్ బొటానీ ఇదే మాకు ఈరోజు ఆహారం ఇన్ని కూడా ఐటమ్స్ కారం మసాలా వేసాడు కొద్దిగా పసుపు వేసాడు ఎల్లుల్లిపాయ పౌడరు కొద్దిగా కారం వేసాడు మసాలా పౌడర్ అంతే తిప్పడమే సాల్ట్ వేయ రెండు నిమిషాలు సాల్ట్ మా రెండు వంటలు బాగా చేస్తాడు ఒక పది నిమిషాలు అయిపోతుంది ఇది చాలా సింపుల్ ఎమర్జెంట్గా అయిపోద్ది వంటది ఫాస్ట్ ఫుడ్ ఉప్పు వేసాడు సాల్ట్ గుమ్మగుమ్మలు అడిపోతుంది స్మెల్ గుడ్ స్మెల్ చూసారా ఇదే మరి fast food and bachelor food కొయ్యాపు తీసాడు పెన తీసాడు గింజ పోతున్నాడు ఇందులోకి రొట్టు రొట్టు కానీ కబోజ్ కానీ లేదంటే ఇరానీ కబోజ్ కానీ దీన్ని రొట్టె అంటారు రెండు కబుల్స్ చాలా బాగుంటాయి ఇవి బలం కూడా వంటికి ఆరోగ్యం స్టమక్ అయితే రాదు ఎక్కువ తింటే ఎవరైనా సరే ఇలా ట్రై చేస్తానండి తింటాం బాగుంటే ఒక నిమిషం మా వాడు ఫోన్ మాట్లాడుతున్నాడు అయిపోయిన తర్వాత తింటాం అయిపోయింది ఇంకా స్టార్ట్ శరీసాకం చేస్తున్నాడు ఒక రొట్టెని రెండు బాగా చేసాడు తీసుకోమంటాడు మరి తీస్తున్నాను కావు బాయ్ ఇలాగా తింటమే అంతే contexto